హలో ఎవ్రీవన్ ఒకప్పుడు ఫోన్స్ మాట్లాడడానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళు కానీ ఇప్పుడు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి లైక్ యూట్యూబ్ వీడియోస్లో మనకు దొరకని ఇన్ఫర్మేషనే లేదు హెల్త్ టిప్స్ మోటివేషన్ ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇలా ఎన్నెన్నో ఉన్నాయి ఇదివరకు రేడియో పెట్టుకుని వింటూ పని ఇప్పుడు పాడ్కాస్ట్ వచ్చేసింది ఈ రోజుల్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు గంటైన ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది చాలా చోట్ల ఎంతోమంది అప్పుడు ప్రయాణం చేస్తూ పాడ్కాస్ట్ వింటున్నారు యాంకర్ స్పాటిఫై లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఈ పాడ్కాస్ట్ని ఎంకరేజ్ చేస్తున్నాయి యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది పాడ్కాస్ట్ వినండి విని టైం సేవ్ చేసుకోండి టాపిక్స్ని ఎంజాయ్ చేయండి